నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న భారీ వరద రెండు వందల టీఎంసీలకు చేరువలో సాగర్ కాలువలకు నీటి విడుదల రేపు క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం క్రమంగా శాంతిస్తున్న గోదావరి ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరికలు ఉపసంహరణ ముంపు నుంచి ఇంకా బయటపడని లంక గ్రామాలు కర్ణాటక కేరళలో ఉప్పొంగుతున్న నదులు వందకు చేరిన మృతుల సంఖ్య కన్నడ నాట వరద పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి విహంగ వీక్షణం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అత్యావశ్యకమన్న ఉపరాష్ట్రపతి రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి కశ్మీర్లో తీవ్రవాదం అంతమవుతుందన్న అమిత్ షా సినిమా పరిశ్రమ కోసం కొత్త పాలసీ తెస్తామన్న కేసీఆర్ దర్శకుడు కె విశ్వనాథ్ తో సమావేశం సందేశాత్మక చిత్రం తీయాలని సీఎం సూచన విజయవాడలో దారుణం ప్రేమించి పెళ్లాడిన భార్యనే నరికి చంపిన భర్త తలను బుడమేర్లో పడేసి పోలీస్ స్టేషన్లో లొంగుబాటు పదేళ్ల తరువాత కృష్ణమ్మ ఉగ్రరూపానికి పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారుతున్నాయి లక్షల క్యూసెక్కుల వరద నీరు జూరాల నుంచి శ్రీశైలానికి అక్కడి నుంచి నాగార్జున సాగర్ కు చేరుతోంది ప్రస్తుత వరద ఉధృతికి మరో రెండు రోజుల్లోనే సాగర్ నిండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వ్యవసాయ అవసరాల కోసం సాగర్ కుడి ఎడమ కాలువలకు తెలుగు రాష్ట్రాల మంత్రులు నీటిని విడుదల చేశారు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం సహా కర్ణాటక నుంచి భారీగా వరద వస్తుండటంతో ఆల్మట్టి నారాయణపూర్ జలాశయం నుంచి జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది నీటి ఉధృతికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పరివాహక గ్రామాలు ముంపునకు గురయ్యాయి నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని వాసునగర్ హిందూపూర్లు జలమయంగా మారాయి కృష్ణా మండలానికి వెళ్లే రహదారి కొట్టుకుపోగా రాకపోకలు నిలిచిపోయాయి మక్తల్ మండలంలో నాలుగు గ్రామాలను వరద చుట్టుముట్టింది జోగులాంబ గద్వాల జిల్లాలో వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి గద్వాల మండలంలోని ములకలపల్లి తెలుగునిపల్లి బీరెల్లి తదితర గ్రామాల్లో మిరప పత్తి వరినారు పూర్తిగా దెబ్బతిన్నాయి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలున్నందున ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు చేస్తున్నారు శ్రీశైలం జలాశయానికి ఆరు లక్షల యాభై మూడు వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతుంటే ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల క్యూసెక్కులను విడిచిపెడుతున్నారు శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులుగా ఉంది శ్రీశైలం పూర్తిస్థాయి సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది ఒకటి టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ నూట తొంభై నాలుగు టీఎంసీలుగా ఉంది ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా ముప్పై ఎనిమిది వేల నూట నలభై క్యూసెక్కులు కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా ఇరవై ఎనిమిది వేల ఆరు వందల తొంభై రెండు క్యూసెక్కులు విడుదల విడుదల చేస్తున్నారు హంద్రినీవాకు రెండు వేల మూడు వందల అరవై మూడు క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా ఇరవై ఎనిమిది వేల క్యూసెక్కులు ముచ్చుమారి నుంచి కేసీ కెనాల్ కు ఏడు వందల ముప్పై ఐదు క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు నాగార్జున కు ఐదు పాయింట్ ఒకటి సున్నా లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు వస్తుంటే ముప్పై ఎనిమిది వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల నలభై నాలుగు అడుగులుగా ఉంది సాగర్ పూర్తి సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం నిల్వ దాదాపు నూట తొంభై ఆరు టీఎంసీలుగా ఉంది రేపు వరద ప్రవాహాన్ని బట్టి సాగర్ నాలుగు క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశముందని సమాచారం మరోవైపు ఇరు రాష్ట్రాల మంత్రులు సాగర్ కుడి ఎడమ కాలువలకు ఇవాళ నీరు విడుదల చేశారు పరస్పర సహకారంతో పనిచేస్తామని మంత్రులు స్పష్టం చేశారు వచ్చే ప్రతి నీటి చుక్కను కూడా కృష్ణా గోదావరి ద్వారా వచ్చే ప్రతి నీటి చుక్కను కూడా ఎట్లా వినియోగించాలనో ముఖ్యమంత్రి గారికి గతంలోనే ఉండే ఆలోచన కానీ గత పరిపాలకుల సహకారం లేకపోయింది ఇప్పుడు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం మరి మన ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కూడా వారు అర్థం చేసుకొని రెండు రాష్ట్రాల ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో చేసుకోవాలి మనం అని చెప్పి చేసిన నిర్ణయంలో భాగంగా ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు నేను కలిసి ఈ నీళ్లను విడుదల చేయడం జరిగింది కేసీఆర్ గారు ఐదు సంవత్సరాల నుంచి ఎంత ప్రయత్నం చేసినా గత ప్రభుత్వాలు సహకారం లేదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఒక పెద్ద అన్నలాగా భావించి ఏదో ఇద్దరు కలిసి కూడా ఏదైతే కార్యక్రమం నిజంగా రెండు రాష్ట్రాల మేలు జరుగుతుంది అని చెప్పి ఈరోజు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఏదైతే పెద్దలు చెప్పినట్టు గోదావరి నీళ్ళు ఏ విధంగా వాడుకోవాలనే దాని మీద కూడా చర్చలు జరిపారు ఇంకా సంతోషమైన పరిణామం ఇంకో రెండు మూడు రోజుల్లో నిండిపోతే నాగార్జున సాగర్ గేట్స్ కూడా లిఫ్ట్ చేసే పరిస్థితి ఉందంటేనే దాన్ని బట్టి ఈరోజు భగవంతుడు ఈరోజు ఎందుకంటే రెండు ప్రభుత్వాలకు అండగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర ఆనకట్టుకు భారీగా వరద నీరు చేరింది జలాశయానికి రెండు లక్షల ఎనభై ఐదు వేల క్యూసెక్లు ఇనుపులో వస్తుండగా ముప్పై మూడు గేట్లు ఎత్తి రెండు లక్షల క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు వరద ప్రవాహం మూడు లక్షల క్యూసెక్లు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు రాయదుర్గం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఏపీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తుంగభద్ర జలాలకు ఘనస్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు రెండు వారాలుగా లంక గ్రామాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన గోదావరి క్రమంగా శాంతిస్తోంది ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించారు వరద తగ్గినా ఉభయ గోదావరి జిల్లాలోని పరివాహక ప్రాంతాలు ముంపు నుంచి బయటపడలేదు దేవీపట్నం మండలంలోని ముప్పై గ్రామాలకు నేటికి రాకపోకలు సాగడం లేదు పన్నెండు రోజులుగా జనం అంధకారంలో అల్లాడుతున్నారు వేలేరుపాడు మండలంలో ఇరవై తొమ్మిది గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి కోనసీమలో అనేక లంక గ్రామాలు నీటిలోనే నానుతున్నాయి ముమ్మిడివరం నియోజకవర్గంలో ఆరు లంక గ్రామాలు కోలుకోలేదు చాకలిపాలెం కాజ్వే పన్నెండు రోజులైనా నీటి నుంచి బయటపడలేదు గోదావరిలో గల్లంతైన యువకుల మృతదేహాలు తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడి అప్పనపల్లి కాజ్వే వద్ద గుర్తించారు లంక గ్రామాల్లోని రెండు ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయాయి కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం ఆత్రేయపురం కొత్తపేట ఆలమూరు మండలాల్లో కూరగాయల తోటలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటి తోటలో కొబ్బరి బొబ్బా అండి మొత్తం ఇది చెట్లు చెట్లండి బెండ చెట్లు అండి మొత్తం అంత సర్వనాశనం అయిపోయిందండి ఇదంతా చేసింది ఇంకా పాదు లేదు ఏమీ లేదు ఆ మట్టుకు నాకు రెండు మూడు ఎకరాలు ఉంది సార్ మొత్తం బెండ పాదులు కూర పాదులు మొత్తం అన్ని కూడా ఏమీ పని చేయకుండా పోనీ సార్ ఇది గేదెలంక అండి ఇక్కడ బెండ కూరగాయల వ్యవసాయం బాగా ఎక్కువ అండి ఆకర బెండ బియ్య ఇవన్నీ కూడా విపరీతంగా పండిస్తామండి ఇక్కడ అర్ధముప్పు వల్ల ప్రతి ఏటా కూడా పోతున్నాయండి పంటలు దాన్ని బట్టి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం కేరళ కర్ణాటక మహారాష్టలో వరద బీభత్సం కొనసాగుతోంది కేరళలో వర్షాలు వరదలకు మృతి చెందిన వారి సంఖ్య అరవై ఎనిమిదికి చేరగా రెండు లక్షల ఇరవై ఏడు వేల మందికి పైగా ప్రజలు పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు కర్ణాటకలో వర్షాలు తగ్గినా వరద ముప్పు వీడలేదు కర్ణాటకలో మృతి చెందిన వారి సంఖ్య ముప్పై ఒకటికి చేరగా పద్నాలుగు మంది గల్లంతయ్యారు వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి యడియూరప్ప విహంగ వీక్షణం చేశారు మహారాష్టలో మృతుల సంఖ్య ముప్పైకి చేరింది భారీ వర్షాలు వరదలతో కుదేలైన కేరళలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి ఒక వెయ్యి ఐదు వందల యాభై ఒక్క పునరావాస శిబిరాల్లో రెండు లక్షల ఇరవై ఏడు వేల మంది ఆశ్రయం పొందుతున్నారు కన్నూర్ కాసరగాడ్ వయనాడ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది కోజికోడ్ జిల్లాలోని వడకరలో ఇరవై ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది వయనాడ్ జిల్లాలోని కొండ కొండచర్యలు విరిగిపడి పలువురు ప్రాణాలు కోల్పోగా ఇంకా ఎనిమిది మంది ఆచూకీ లభించలేదు మలప్పురం జిల్లాలో జిల్లాలోని కవలపార వద్ద కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య పదకొండుకు చేరింది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన నియోజకవర్గం వయనాడ్లో పర్యటించి బాధితులను పరామర్శించారు కోచి అంతర్జాతీయ విమానాశ్రయంలో రాకపోకలు పునరుద్దరించారు ఆదివారం పది రైళ్లను పూర్తిగా రద్దు చేసిన దక్షిణ రైల్వే మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది కొన్ని రైళ్లను దారి మళ్లించింది కర్ణాటకలో నీటి ఉధృతి తగ్గుతున్నా అనేక ప్రాంతాలు జిల్లాలు ఇంకా జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి బెలగావి దక్షిణ కర్ణాటక శివమొగ్గ యాదగిర్ మైసూర్ బాగల్కోట్ విజయపుర రాయచూర్ గడగ్ ఉత్తర కర్ణాటక హవేరి హుబ్లీ ధార్వాడ్ చిక్మగ్లూరు కొడగు జిల్లాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది కర్ణాటక వరదల్లో చిక్కుకున్న మూడు లక్షల పద్నాలుగు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు వరద బాధితుల కోసం తొమ్మిది వందల ఇరవై నాలుగు శిబిరాలను ఏర్పాటు చేయగా రెండు లక్షల పద్దెనిమిది వేల మంది ఆశ్రయం పొందుతున్నారు పదిహేడు జిల్లాల్లోని ఎనభై తాలూకాలను కర్ణాటక ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది ఇరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఒక్క ఇళ్లు దెబ్బతినగా నాలుగు లక్షల పదహారు వేల హెక్టార్ల పంట దెబ్బతింది బెల్గాం సహా పలు జిల్లాల్లోని చాలా చోట్ల నివాస ప్రాంతాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి వరద బాధితులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లైఫ్ బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి దక్షిణ కన్నడ జిల్లాలో నేత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది చార్మాడి గ్రామంలో వరదలో చిక్కిన ఇద్దరు చిన్నారులు ఇద్దరు గర్భిణులు సహా ఎనభై ఐదు మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి రాయచూర్ జిల్లాలో వరదలో చిక్కుకుపోయిన ఆరుగురిని సైన్యం కాపాడింది కొండ చర్యలు విరిగిపడుతుండటంతో బెంగళూరు మంగళూరు జాతీయ రహదారిని రేపటి వరకు మూసివేశారు వరదల ఉధృతికి పలుచోట్ల హైటెన్షన్ విద్యుత్ స్తంభాలు నేలకూలుతున్నాయి తుంగభద్రా నది నుంచి లక్షా వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ప్రపంచ వారసత్వ కట్టడమైన హంపీ కోట నీటిలో చిక్కుకుంది అటు వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విహంగ వీక్షణం చేశారు అనంతరం ముఖ్యమంత్రి యడ్యూరప్పతో కలిసి వరద పరిస్థితిపై సమీక్ష జరిపారు about it. మహారాష్ట్రలోని కొల్హాపూర్ సాంగ్లీ సతారా థానే నాసిక్ పూణే పాల్గఢ్ రత్నగిరి రాయ్గఢ్ సింధుదుర్గు జిల్లాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది భాగ్లీ జిల్లాలో పడవ మునిగిన ఘటనలో మృతుల సంఖ్య పదిహేడుకు చేరుకుంది ఇప్పటి వరకు పదిహేడు మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు మహారాష్టలో వరద ప్రభావిత జిల్లాల నుంచి నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఇద్దరు చిన్నారులను కాపాడిన ఘటన గుజరాత్లో జరిగింది భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న గుజరాత్లోని మోర్బీ జిల్లా కళ్యాణ్పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది వరద నీటితో కళ్యాణ్పూర్ గ్రామం జలదిగ్బంధం కాగా సహాయక చర్యల నిమిత్తం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులు జవాన్లు రంగంలోకి దిగారు ఈ క్రమంలో వరద నీటిలో చిక్కుకున్న ఇద్దరు చిన్నారులను కానిస్టేబుల్ పృథ్వీరాజు జడేజా భుజాలపై ఎత్తుకుని సుమారు ఒకటిన్నర కిలోమీటర్ దూరం నడిచి గట్టుకు చేర్చాడు ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్లో చిత్రీకరించారు ఈ విషయం గుజరాత్ సీఎం విజయ్ రూపాని దృష్టికి వెళ్లగా సదరు కానిస్టేబుల్పై ముఖ్యమంత్రి ప్రశంసల వర్షం కురిపించారు ట్విట్టర్లో ఈ దృశ్యాలను అప్లోడ్ చేసిన ఆయన ప్రతికూల పరిస్థితుల్లో పరిస్థితుల్లోనూ కఠిన శ్రమ సంకల్పం అంకిత భావాలతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు పృథ్వీరాజ్ జడేజా ఓ ఉదాహరణగా నిలుస్తున్నారంటూ ట్వీట్ చేశారు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన కానిస్టేబుల్ పృథ్వీరాజ్పై సామాజిక మాధ్యమాల్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ప్రస్తుత పరిస్థితుల్లో ఆవశ్యకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు జాతి ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన ఆయన రాజకీయ కోణంలో చూడొద్దని హితవు పలికారు చెన్నైలో ఉపరాష్ట్రపతి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర హోంమంత్రి Amit Shah article three seventy రద్దుతో ఉగ్రవాదం అంతమై జమ్మూ కశ్మీర్లో అభివృద్ది పథంలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఉపరాష్ట్రపతిగా రెండేళ్ల కాలంలో వెంకయ్యనాయుడు ప్రజలతో గడిపిన సందర్భాలు చేసిన ప్రసంగాలు పర్యటించిన ప్రదేశాల విశేషాలతో కూడిన లిజనింగ్ లెర్నింగ్ లీడింగ్ పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెన్నైలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా వెంకయ్య వ్యక్తిత్వంపై అమిత్ షా ప్రశంసలు కురిపించారు రాజకీయాల్లోని యువనేతలకు వెంకయ్య జీవితం ఆదర్శప్రాయమన్నారు వెంకయ్యనాయుడు చాకచక్యత వల్లే పెద్దల సభలో ఆర్టికల్ మూడు వందల డెబ్బై బిల్లు ఆమోదం పొందిందని అమిత్ షా అన్నారు मैं फमली मानता हूं कि धारा 370 से देश का भला नहीं हुआ कश्मीर का भला नहीं हुआ बहुत पहले हटनी चाहिए थी परंतु मेरे मन में बहुत आशंकाएं थी कि जब मैं बिल लेकर जाऊंगा तब राज्यसभा कैसे चलेगी क्योंकि राज्यसभा में हमारा पूर्ण बहुमत नहीं वेंकैया जी की कुशलता का ही परिणाम है सभी विपक्ष के मित्रों को सुनते सुनते सुनते बिल को डिवीजन तक कहीं भी कोई ऐसा दृश्य खड़ा नहीं हुआ जो मत पक्ष में थे विपक्ष में थे विनती कर कर बिल पारित हुआ ఈ సందర్భంగా తన రాజకీయ వ్యక్తిగత విశేషాలను పంచుకున్న ఉపరాష్ట్రపతి ప్రజాస్వామ్యంలో చేసింది ప్రజలకు వివరించడం తన బాధ్యతని అందుకే ఈ పుస్తకాన్ని రచించినట్లు తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు ఆవశ్యకమని వెంకయ్య అన్నారు And you are living in an era of LPG, liberalization, privatization, globalization. So everything is competition now. You have to go on learning. And today, after two years, I thought I should present a chronicle of event of these two years to the people because it's your duty as part of your responsibility. Report back to the people. In democracy, one has to report back to the people. Politics, they have to report back to the people and get their mandate also. Here, there is no question. As I told you, I am out of politics. I'm not going to come back to politics. I'm not going to contest election also. కార్యక్రమానికి హాజరైన సినీ నటుడు రజనీకాంత్ ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు నిర్ణయంపై అమిత్ షాకు అభినందనలు తెలిపారు మోదీ అమిత్ షా కృష్ణార్జునుల వంటి వారిని రజనీకాంత్ వ్యాఖ్యానించారు Honorable Home Minister Amit Shah ji, really I mean uh, my heartfelt congratulations for your uh, Mission Kashmir operations. The way you conducted it, hats off. Especially the speech you delivered in Parliament, fantastic, fantastic. I'm happy about that. So Amit Shah ji and uh, Modi ji is like uh, Krishna Arjuna combination. We don't know who is Krishna, who is Arjuna. They only know. కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఇతర ప్రముఖులు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వం త్వరలోనే సినిమా పరిశ్రమ కోసం కొత్త పాలసీ తెస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు హైదరాబాద్ ఫిలిం నగర్లోని విశ్వనాథ్ నివాసానికి వెళ్లిన కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు విశ్వనాథ్ దంపతుల్ని పట్టు వస్త్రాలతో సన్మానించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విశ్వనాథ్ మధ్య సినిమాలు భాష సాహిత్యం తదితర అంశాలపై గంటకు పైగా చర్చ సాగింది చిన్నప్పటి నుంచి మీ సినిమాలంటే ఇష్టమని విశ్వనాథ్ కు కేసీఆర్ తెలిపారు శంకరాభరణం సినిమాను ఇరవై సార్లకు పైగా చూశానని అప్పుడు ఒకసారి కలవాలనిపించేదని కేసీఆర్ చెప్పారు ఆ కోరిక కోరిక ఇన్నాళ్లకు తీరిందని సీఎం ఆనందం వ్యక్తం చేశారు సందేశాత్మక గొప్ప సినిమాలు ఈ మధ్య రావడం లేదని మళ్లీ సినిమా తీస్తే నిర్మాణ బాధ్యతలు తాను చూసుకుంటానని ను కేసీఆర్ కోరగా వయోభారం వల్ల తీయలేనని ఆయన సున్నితంగా తిరస్కరించారు కేసీఆర్ తన ఇంటికి రావడం కుచేలుడు ఇంటికి శ్రీకృష్ణుడు రావడమేనని తర్వాత విశ్వనాథ్ అభివర్ణించారు తెలుగు భాషపై కేసీఆర్ కు మంచి పట్టు ఉందని ప్రపంచ తెలుగు మహాసభలను గొప్పగా నిర్వహించారని కొనియాడారు మర్యాద కోసం వచ్చారు ఆయన నేనేదో అస్వస్థతగా ఉన్నానని అదేదో చూడటానికి వచ్చారని అది చెప్పడం అనేది అబద్ధం ఐఎమ్ హీల్ అండ్ హెల్దీ ఏదో సినిమాలో పాట విని ముగ్ధులై ఆయన వచ్చానని చెప్పారు నాతో రాత్రి ఫోన్ చేసి అతనికి మించి కారణం ఏమీ లేదు absolute it has no colour it has no political leanings ఏ బ్యాక్గ్రౌండ్ లేదు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు యథావిధిగా ఉంచాలని అఖిలపక్ష నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి బీసీ రిజర్వేషన్లను కేసీఆర్ తగ్గిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు మున్సిపల్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు ముప్పై శాతం నుంచి ఇరవై శాతానికి తగ్గించడంపై మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు బీసీల న్యాయబద్దమైన హక్కుల కోసం ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెజస అధ్యక్షులు కోదండరాం అభిప్రాయపడ్డారు ప్రత్యేకమైన పరిస్థితులలో సహేతుకమైనటువంటి యొక్క ఆధారాలతో యాభై శాతం మించే పరిస్థితి ఏర్పడ్డా గానీ మించత్వం చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ సుప్రీంకోర్టు ఉత్తర్వు అనే నెపంతో వీళ్ళ బలహీన వర్గాల హక్కులను మరి ఏ విధంగా అణదొక్కుతుంది అనేది దయచేసి గమనించాలి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తుంటే ఇరవై మూడు శాతం రిజర్వేషన్ చేయడం ఇది పూర్తిగా అనైతికమైంది ఆయన ఉన్నటువంటి ఒక నియంతృత్వం యొక్క వైఖరి ఇది స్పష్టంగా మనకు ఏర్పడతాం ఇంత ముద్దుబారిన ప్రభుత్వాన్ని ఇప్పుడు ఓటేషన్ అంత మాత్రాన సర్వాధికారాలు నీకు అప్పగినట్టు కాదు ఓటేషన్ అంటే అర్థము మా అమానత్గా నువ్వు ఆడ కూర్చొని పనిచేయమనే గాని సర్వం ఐదేళ్లు నువ్వేం చేసినా చెల్లుబాటు అవుతుందని కాదు ఈ ఐదేళ్లు అడిగే అధికారం కూడా మాకుంటది ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్ గా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా మంత్రులు వైకాపా నాయకులు రాజాకు అభినందనలు చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్మి ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిలబెట్టుకోవాలని రాజాకు మంత్రి బొత్స సూచించారు ఆర్థికంగా విద్యాపరంగా కాపులను అభివృద్ది చేయాలని కోరారు మేలైన విధానాలతో కాపు సామాజిక వర్గం అభివృద్దికి కృషి చేస్తానని జక్కంపూడి రాజా తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులకు తెలుగుదేశం మద్దతు తెలపకపోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి అన్నారు చంద్రబాబు చేయని అభివృద్దిని ముఖ్యమంత్రి జగన్ చేసి చూపిస్తున్నారని శ్రీవాణి చెప్పారు ఈరోజు ఎవ్వరూ చేయనటువంటి బిల్లుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందు పెడితే కనీసం వాటికి మద్దతు పలకకుండా మీరు పారిపోయినటువంటి తీరు ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు ఆశా వర్కర్లు అడగకుండానే మూడు వేల నుంచి పదివేల రూపాయలు పెంచినటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది నాలుగు సంవత్సరాల్లో వచ్చే ఏడాది నుంచి దాదాపు పాతిక లక్షల ఇళ్ల పట్టాలని వచ్చే ఉగాది రోజు ప్రభుత్వం ఇవ్వబోతుందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాము సిమెంట్ కంపెనీలు అడిగిన మొత్తాన్ని ఇవ్వలేదనే కోపంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇసుకను అందుబాటులో లేకుండా చేశారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి కొత్త విధానం అమలులోకి వచ్చేలోగా వైకాపా నాయకులు కార్యకర్తలను కుబేరుల్ని చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమా విమర్శించారు వైకాపా నేతల డిమాండ్కు సిమెంట్ కంపెనీల నుంచి సానుకూల స్పందన రాకపోవడం వల్లే ప్రజలకు ఇసుక లభ్యతను కష్టతరం చేశారని ఆరోపించారు ఏ నాయకుల్ని శాసనసభ్యుల్ని మంత్రుల్ని కుబేరుల్ని సంపన్నులను చేయటానికి గతంలో ఉచిత ఇసుక విధానాన్ని దెబ్బతీస్తూ మీరు జాగిచ్చిన ఈ కార్యక్రమం వల్ల ఇవాళ ఇసుక అందుబాటులో లేకుండా పోయింది అంచల్ రామకృష్ణారెడ్డి గంగిరెడ్డి వైవీ సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి ఈ చతుష్టయం సిమెంట్ ఫ్యాక్టరీలతో ఏం చర్చలు జరిపారు ఏం డిమాండ్ చేశారు బస్తాకి ఐదు రూపాయలు డిమాండ్ చేశారా బస్తాకి ఎంత ఇస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవడానికి పనులు ఆపేసి కూర్చున్నాడు వెయ్యి పదిహేను వందల రూపాయలు దొరికే ట్రాక్టర్ ఇసుక పదివేల రూపాయలు తీసుకు తీసుకొచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విజయవాడలో దారుణం చోటు చేసుకుంది సత్యనారాయణపురంలో ఒక వ్యక్తి భార్యను అత్యంత కిరాతకంగా తల నరికి హత్య చేశాడు భార్య తలను చేత్తో పట్టుకుని రోడ్డుపైకి నడుచుకుంటూ వచ్చిన వ్యక్తిని చూసి స్థానికులు కేకలు వేయడంతో తలను సమీపంలోని బుడమేర్లో పడేశాడు తర్వాత సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు భార్యాభర్తలను ప్రదీప్ కుమార్ మణిక్రాంతి అని గుర్తించిన పోలీసులు మనస్పర్ధలే హత్యకు దారితీసినట్లు భావిస్తున్నారు ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న కుమార్ మణిక్రాంతి మధ్య పెళ్లైన కొన్నాళ్లకే మనస్పర్ధలు తలెత్తాయని కుటుంబ సభ్యులు తెలిపారు కుమార్పై మణిక్రాంతి వేధింపుల కేసు పెట్టడంతో ఇటీవల జైలు నుంచి బెయిల్పై బయటకొచ్చాడని చెప్పారు అతన్ని తమకు అప్పగించాలంటూ మృతదేహాన్ని తీసుకెళ్లకుండా మృతురాలి కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎట్టకేలకు మృతదేహాన్ని తరలించారు ప్రదీప్ పోలీసుల అదుపులోనే ఉన్నాడని నింది నిందితునికి ఎవరైనా సాయం చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు గతంలో అతడిపై చేసిన ఫిర్యాదులను కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించారు భర్త కాకుండా భర్త ఇంకెవరైనా సహకరించారా లేదా అనే సమాచారాన్ని కూడా మేము పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఈ ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డ వ్యక్తి ఉన్నాడో ప్రదీప్ కుమార్ అతనికి కోర్టులో న్యాయపరంగా చట్టపరంగా శిక్ష పడే విధంగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఈద్ ఉల్ అజాను పురస్కరించుకుని జమ్మూ కాశ్మీర్ ప్రజలు మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ప్రజలు షాపింగ్ చేసుకునేందుకు ఆంక్షలను చాలా వరకు సడలించింది మొబైల్ ల్యాండ్ ఫోన్లపై ఆంక్షలను త్వరలోనే ఎత్తివేస్తామని అధికారులు తెలిపారు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని జిల్లా యంత్రాంగాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని వెల్లడించారు ప్రజలు ఈద్ ఉల్ అజాను జరుపుకునేందుకు బ్యాంకులు ఏటీఎంలు సహా కొన్ని చోట్ల మార్కెట్లను అందుబాటులోకి తెచ్చింది రెండున్నర లక్షల మేకలను మండీల్లో సిద్దం చేశారు కూరగాయలు గ్యాస్ సిలిండర్లు గుడ్లు సహా ఇతర నిత్యావసరాలను ఇళ్ల వద్దకే సరఫరా చేసేలా మొబైల్ వ్యాన్లను ఏర్పాటు చేశారు ఉద్యోగులకు ముందస్తుగా జీతాల చెల్లింపు సహా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు తమ భూభాగంలో నడిచే సంజతౌ ఎక్స్ప్రెస్ సర్వీసును పాకిస్తాన్ రద్దు చేసిన నేపథ్యంలో కేంద్రం సైతం భారత భూభాగంలో నడిచే సంజౌతో ఎక్స్ప్రెస్ లింక్ సర్వీసును రద్దు చేసింది ఢిల్లీ నుంచి అట్టారి అంతర్జాతీయ సరిహద్దు వరకు నడిచే సంజౌతో ఎక్స్ప్రెస్ లింక్ సర్వీసును రద్దు చేసినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది పాక్లోని లాహోర్కు వెళ్లే ప్రయాణికులను ప్రతి ఆదివారం Samjhauta express link service Attari వరకు చేరవేస్తుండగా అట్టారి నుంచి లాహోర్కు పాక్ వైపున ఉన్న సంజౌతో ఎక్స్ప్రెస్ చేరవేస్తోంది ఆర్టికల్ త్రీ రద్దు అనంతరం పాక్ తమ వైపు సర్వీసును రద్దు చేయగా తాజాగా కేంద్రం సైతం అదే నిర్ణయం తీసుకుంది జమ్మూ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీని కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ మాట్లాడాడని చెబుతున్న ఆడియో టేప్ కలకలం రేపుతోంది కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వంపై టేప్లో మసూద్ అజహర్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం టేప్లో కశ్మీర్లను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు ఉన్నాయి జమ్మూ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన మోదీ ప్రభుత్వం తన ఓటమిని అంగీకరించిందని కశ్మీరులో ఒక అధ్యాయం ముగిసి రెండో అధ్యాయం మొదలైందని మసూద్ పేర్కొన్నట్లు తెలుస్తోంది స్వయం ఉత్పత్తి రద్దుతో కొందరు ధనికులు కశ్మీర్ మొత్తాన్ని కొనేస్తారని నిషేధిత చట్టాలతో మరింత సొమ్ము పోగు చేసుకుంటారని ఆడియో టేప్లు అన్నట్లు తెలుస్తోంది మోదీ కళ ఎప్పటికీ నెరవేరదని పేర్కొన్నట్లు సమాచారం ఈ టేప్ మసూద్ అజహర్కు చెందినదిగా గుర్తించిన అరోరా ఇంటెల్ టేప్ విశ్వసనీయతపై స్పష్టతనివ్వలేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు నేపథ్యంలో భారత్లో దాడులు చేయడానికి జైషేకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ అనుమతినిచ్చినట్లు అరోరా ఇంటెల్ తన కథనంలో పేర్కొంది ఈటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం